మోరుల నిండా మీరే ప్లాస్టిక్ వేస్తారు మోరుల నిండా మీరే దుప్పట్లు వేస్తారు మోరుల నిండా పరుపులు వేయండి మోరుల నిండా చెత్త నింపండి మళ్ళీ మోరీలు పొంగి పరుగుతాయని మా మీద ఒలిపెట్టండి నేను ఎడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి సుట్టప్ సూపుకు వస్తే నా మీద ఎగవాడు ఎవరు చేయాలి మీరు కాదా మీ మోరీలు మేము సాఫ్ చేయాలా వచ్చి దయచేసి నేను కోరేది ఏంటంటే మీరు డబ్బులు అడగండి సిబ్బందిని అడగండి బండ్లు అడగండి పార్కుల కోసం స్థలం అడగండి ఇవన్నీ ఇస్తాం కానీ ఊరు బాగు చేసుకోవాలనే తపన సోయి మనది మనం తెచ్చుకోవాలి కానీ ఇంకెవడో వస్తాడు ఏమో చేస్తాడు ఎవ్వరు రారు హైదరాబాద్ రాడు మీ దేవరకొండ బాగు చేసేందుకు వాడు అంతకంటే రాడు దేవరకొండోళ్ళే దేవరకొండ బాగు చేసుకోవాలి మీరే సోయి తెచ్చుకోవాలి మీరే తెలివి తెచ్చుకోవాలి మీరే తెలివికి రావాలి మీ ఊరు బాగు చేసుకొని ఆరు నెలల్లో నల్గొండ అబ్బురపడి రావాలి బా ఎంత బాగా చేసుకున్నారా దేవరకొండోళ్ళు మేము కూడా పోయి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుంటామని తండోప తండోపతండాలుగా బస్సులు కట్టుకొని రావాలి అట్లా రావాలంటే ఇక్కడ కూర్చున్న మీ కౌన్సిలర్లు ఒక్కొక్క కౌన్సిలరు ఒక్కొక్క కేసీఆర్ అయి కదలాలే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కేసీఆర్ గట్టిగా కదిలితే ఈ సామాన్యమైన విషయాలు గట్టిగా పట్టించుకుంటే మీరందరూ సీరియస్గా కమిట్ కమిట్మెంట్తో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైతే అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ మరి ఎమ్మెల్యే గారు మార్కెట్కు పైసలు కావాలి మున్సిపాలిటీ భవనానికి పైసలు కావాలి సీసీ రోడ్లకు పైసలు కావాలి మొత్తం కలిపి ఇరవై ఐదు కోట్లకు టెండర్ పెట్టిండు నేను ఒక్క పైసా కూడా ఇప్పుడు ఇయ్యా నేను ఇయ్యా కనుక మీరు కూర్చున్నా మాటింది ఇది నేను ఇట్లా పైసలు పంచి బఠానీలు పుట్టిన లెక్క చేసేందుకు వచ్చిన ప్రోగ్రాం కాదు కూర్చో కూర్చో నేను దానికోసం రాలే మీ సంగతి ఏందో అందుకే వచ్చిన నేను మీరు మారి ఆరు నెలల లోపల కొత్త దేవరకుండ నాకు చూపెడితే ఇవన్నీ ఇస్తా మారుతారా ఆరు నెలల తర్వాత మళ్ళొస్తా మళ్ళొచ్చినాడు నాతో శబాష్ అనిపించుకుంటే అదే రోజు ఇరవై ఐదు కోట్ల కాయదం ఇచ్చిపోతా లేకపోతే మళ్ళా నరసింహ గారిని మీ అందరం కూడా తిట్టిపోతా మీ ఇష్టం ఇక అర్థమైందా